Hi viewers welcome to our channel Sudhakar Royal Life ఈరోజు లోగో ఏంటంటే మనం ఒక చిన్న షాపింగ్ మాల్కి వచ్చినాము అదేంటంటే A to Z Bazaar middle class family వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది చాలా బాగుంటాయి ఐటమ్స్ కూడా మంచిగా అమ్ముతారు మా బాగుంటాయి మీకు ఐటమ్స్ అని చూపిస్తాను చాలా బాగుంటాయి నేను ఒక టూ త్రీ టైమ్స్ నేను అట్లా ఇక్కడ విజిట్ చేసిన ఫ్రెండ్స్ చూడండి ఏ టు జెడ్ బజార్ ఇదే అన్నమాట bisa akan baca kadang చూడండి ఫిఫ్టీన్ రూపీస్ ఓన్ మాత్రమే ఈ రాకేష్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి చూడండి అక్కడ వాళ్ళు అక్కడ ఎల్లో షర్ట్ ఉన్నారు అతను మేనేజ్మెంట్ ఇక్కడ వాళ్ళకి అడిగాను పర్మిషన్ తీసుకోమన్నారు బట్ ఇంటర్వ్యూ చేద్దామంటే వాళ్ళకు తెలుగు రాదంట సో ఎందుకని చెప్పేసి అని చెప్పేసి ఇక మనమే షూట్ చేయడం జరిగింది ఓకేనా దగ్గర చూపిస్తాను స్టార్టింగ్ నుంచి వస్తాను వాచెస్ శాస్త్రం వల్ల చాలా యూజ్ అవుతాయి క్యాప్స్ కత్తి నాటి మరీ ఎక్కువ అంత కాకుండా అడిగిన వాళ్ళకి ప్రతి ఐటమ్ అండి ప్రతి ఐటమ్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఏం ట్రీస్ ఇవి వీటిని ఏమంటారు వీటిని ట్రీ ట్రీస్ వీటి వీటి పేరేంటి చెట్టు నాకు తెలుసు దీని పేరు ఉంటుంది కదా పేరు ఐడియా ఉందా ఫ్రెండ్స్ ఈ చెట్టు ఉంది కదా ఈ యొక్క చెట్టు పేరు ఏంటో మీకు తెలుసా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా దీని పేరు అమ్మాయి మనీ ప్లాంట్ కాదు ఇది వేరు ఇది దాంట్లో వేరే రకం కానీ మనీ ప్లాంట్ వేరు ఇది వేరు ఇది యూట్యూబ్ ఛానల్ ఒకటి ఒకటి ఎంత కాస్ట్ ఒకటి ఈ పింక్ ఈ పింక్ అండి ఇక్కడ one eighty five rupees one ninety five rupees పైన hello my channel pera sudhakar royal life బాగుంది ఇది 400 to 5 25 rupees 795 ఫ్రెండ్స్ ఒక్కటే చూడండి ఇది కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది పిల్లోసు తెలుగు అయింది a washable washable mattress pillow covers प्रणाम क्या हाँ भाई नाम क्या तुम्हारा राहुल कहाँ से आए किधर से आए छत्तीसगढ़ इधर रहते निजाम में रहता तो कैसा साथ में सैलरी बेसिक सैलरी बेसिक मैं यूट्यूबर है हाँ पूरा शूट कर 모르구나. క్లాత్ సెక్షన్ అండి క్లాత్ సెక్షన్ ఫ్రెండ్స్ ఒకసారి పైనుంచి కిందికి మనం షూట్ చేద్దాము मार दो तो तुम तुमसे बात कर रहे यहाँ जाए वो बोल रहा इससे बुलाएगा ना भाई प्यार नहीं है छू लिए ना बच्चों को बच्चों को बैठेगा दो महीनों का प्यार नहीं है याद नहीं आ रहा कितना बड़ा है तेरा साहब को मिनिमम पंद्रह तुम्हारे अशार में शूट कर रहे यूट्यूब में आता नाम क्या तेरा हाँ प्रॉपर सती पूरा पुरा? आदमी है वो सती पूरा आदमी है उसका उसका ఆద్య ఎక్కడికి వచ్చినావు షాపింగ్కి వచ్చినావా ఇది వన్ ఫిఫ్టీకి టూ పీసెస్ సార్ papá, come. No. I'm just gonna item save it. Three hundred Three hundred कुछ डिस्काउंट निकाल दिए यूट्यूब पर कुछ है नहीं निकाल देती <laughs> बराबर देता ఇది షాప్ ఇది దిస్ ఇస్ బిల్ మనకు యూట్యూబ్ అని చెప్పేసి కొద్దిగా తగ్గించిండు ప్రతి ఐటమ్ మీద తక్కువ చేసిండు ఓకేనా త్రీ హండ్రెడ్ లెవెన్ రూపీస్ వచ్చింది ఓకే చూద్దాం ఫ్రెండ్స్ లోగో అయిపోయింది షాప్లో పోయినాము తిరిగినాము అన్నీ షూట్ చేసినాము ఇక చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకున్నాము ఇంట్లోకి రెగ్యులర్ యూస్ కోసం అని చెప్పేసి లోగో వేసి ఎండ్ అయింది సరేనా okay friends thank you for the watching మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి సరేనా ఇలా వీడియోకి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ ఓకే ఉంటా మరి బాబాయ్